హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న టాటర్ కూడా ఇలా యూట్యూబ్లో అయితే పెట్టాలనుకుంటున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సో నేనైతే ఫ్రెండ్స్ మీ టాటర్ అయితే ఫాస్ట్గా అయితే సేల్ చేస్తాను let's go to our channel okay hi friends welcome back to my YouTube channel friends so ఈరోజు మేమైతే ఫ్రెండ్స్ చెరువు దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ చెరువుల దగ్గరికి ఏరియాటర్ లోడింగ్ అయితే మేము అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా అయితే దారుణంగా ఉంది మీకు అయితే చూపించాను ఫ్రెండ్స్ వీడియో కనుక ఎక్కువసార్లు సీకినట్టయితే నాకు క్షమించండి ఎందుకంటే ట్రాక్టర్ నుండి అయితే నేను అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్ ట్రాక్టర్ వైబ్రేషన్కి ఎక్కువగా అయితే షేక్ ఉంది బండి వెళ్ళటం కూడా లేదు ఫ్రెండ్స్ ఇది చాలా దారుణంగా అయితే దిగిపోయి చాలా చాలా బళ్ళు సో మేము కూడా అయితే ట్రాక్టర్ కిరాక్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మీకు ఎలా ఉంది ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ అయితే మీకు అయితే నేనైతే చూపిస్తాను సో అంతకంటే ముందు మన ఛానల్ అలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన గంట సమయం కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడైతే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయట్లయితే ఒకసారి అయితే లైక్ బటన్ కూడా ఒకసారి అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా మీకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అయితే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ ఊరు వచ్చేసి దేవగుప్తం దేవగుప్తం దగ్గర రొయ్యల చెరువులు ఉంటే వాటి దగ్గరికి మేమైతే ఆ ఏరియా అటర్లను తీసుకెళ్ళటానికి వచ్చాం ఫ్రెండ్స్ ఆ రోజు చెరువు దగ్గరికి సో క్రాప్ అయితే అయిపోయినందుకు సో ఇక్కడ దారి అయితే మనం చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదైతే చెరువు రూట్ ఫ్రెండ్స్ చెరువు గుట్టు ఎలా ఉందో చూస్తున్నారు కదా చెరువు గుట్టు బండి అక్కడ దిగిపోతాం మాకైతే చాలా భయం అయితే ఉంది సో కొంత సామాన్ అయితే ఇక్కడైతే మేమైతే లోడ్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పటికి ఇంకా ఒక దిక్కున లేదు ఫ్రెండ్స్ సామాన్ అంతా రెండు మూడు దిక్కులు అయితే ఉంది సో ఒక దిక్కున సామాన్ అయితే ఉంది ఇంకో దిక్కున ఇంకా ఏరియాటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు ఏరియాటర్ లోడింగ్ సో ప్రతిదీ మీకు అయితే నేను చూపిస్తాను సో చెరువుగట్టు రూట్ అంటే అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం బండి అయితే చాలా ఇబ్బందిగా పడుతూ వెళ్తుంది నేనైతే ఆడియో అయితే కొంచెం అయితే రిడ్యూస్ చేశాను friends video video audio audio అయితే కొంచెం తగ్గించాను నేను సో ట్రక్ కూడా అయితే జరిగిపోతుంది మనకు కూడా అయితే రావట్లేదు బాడీ అంతా చాలా దారుణంగా అయితే ఉంటాను మోటార్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇగో ఇయే ఫ్రెండ్స్ మోటార్లో గేర్ బాక్స్లో మోటార్లు ఫ్రెండ్స్ అలాగే పక్కన ఫ్యాన్లో ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏమో డెక్లో ఊసలు కట్ట ఫ్రెండ్స్ అవన్నీ సో ఇవి అయితే రెండు నెలల క్రితం అయితే ఇక్కడైతే పెట్టేశారు మన ప్రాపర్టీ సో ఇవైతే ఇవాళ మాకు ట్రక్ అయితే ఖాళీ అయింది అయితే వచ్చాం ఫ్రెండ్స్ దాకొస్తాం సో పన్నెండు మోటార్లు మేమైతే జాతకైతే అయితే కట్టుకుని ఇంటికైతే బయలుదేరే ఫ్రెండ్స్ మళ్ళీ ఇరవై నాలుగు కిలోమీటర్లు ఫ్రెండ్స్ మా ఇంటికి దాకొస్తాంకి సో పగ్గాలు అయితే కానీ కట్ట గట్టి కట్టుకుని మేమైతే బయలుదేరాం సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో సో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో థ్యాంక్ ఫ్రెండ్స్